సో డాడీతో ఆ రిలేషన్ అనేది ఎలా ఉండేది అంటే వర్క్ పరంగా కావచ్చు లేకపోతే మీకు చేసే సపోర్ట్ కావచ్చు వర్క్ పరంగా అయితే మా మా ఫ్యామిలీలో ఏంటంటే ఒకళ్ళ లైఫ్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అంటే నువ్వు ఇలా చెయ్యి ఈ పని చెయ్యి నువ్వు ఇదే సెలెక్ట్ చేసుకో ఇది ఉండదు whatever you want to do do this way ఇది నీకు బెటర్ వే అవుతుంది థింక్ ఆన్ ఇట్ అంతే సజెషన్స్ అంతే అంతవరకు అస్సలు మా ఇంట్లో పిల్లలకి మార్క్స్ ఎందుకు ఎక్కువ రాలేదు మామూలుగా రేస్ ఉంటుంది కదా తొంభై వస్తే తొంభై ఐదు ఎందుకు రాలేదు తొంభై ఐదు వస్తే వంద ఎందుకు రాలేదు మిగిలిన ఐదు ఎందుకైంది అస్సలు చదువు ఈజ్ ఫర్ నాలెడ్జ్ అంతే అంతకు మించి దాని గురించి రేస్ అవసరం లేదు నువ్వు ఫెయిల్ అవ్వకుండా చదువుకుంటే వెళ్ళిపో చాలు అన్న థాట్ ఇదిలో థాట్ ప్రాసెస్లో మమ్మల్ని పెంచారు యాక్చువల్గా నేను కానీ మా తమ్ముళ్ళు కానీ అందరూ అంతే సో మీరు చిన్నప్పటి నుంచి బాబాయ్ మీరు అందరూ కలిసి ఉండేవారు so it's joint family yeah okay అంటే ఇది ప్రాపర్ ఆంధ్రను యాక్చువల్లీ విజయవాడ విజయవాడ తర్వాత కోరుకొండ దాని తర్వాత కేమ్ టు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసరికి I was fifth or something అంటే బాగా చిన్నప్పుడు బట్ నేను ఆ టైంకి వచ్చేసాను ఇక్కడికి ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయాం చెప్పాలంటే హైదరాబాద్ బాగా <laughs> చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సో ప్రాపర్ విజయవాడ అయినా మీ డాడీ hmm. వాళ్ళందరూ ఇక్కడ ఉండడంతో ఇటు వచ్చేసారు అంటే ఫస్ట్ బాబాయ్ వచ్చాడు దెన్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చేసాడు సో ఇక్కడే స్కూల్ సో జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఉంటాయి అది చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే చెప్పుకోవడానికి కావచ్చు మాట్లాడుకోవడానికి కావచ్చు అంటే ఎలా ఉండేది అసలు ఫ్యామిలీలో అంటే అటు మీ డా డాడీ వచ్చేసి యాంకర్ నుంచి ఒక బెస్ట్ కమెడియన్గా ఎదిగారు అండ్ uh, బాబాయ్ గారు వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి uh, వచ్చారు సో ఎలా ఉండేది అసలు బాబీ టైంకి సెపరేట్ uh, అయిపోయింది యాక్చువల్గా సెపరేట్ అవ్వడం ఇన్ ద సెన్స్ మేమున్న ఇల్లు సరిపోయేది కాదు ఓకే ఫస్ట్ ఆమని అపార్ట్మెంట్స్ అని ఉండేది అక్కడ కింద వన్ రూమ్ కిచెన్లో బాబాయ్ ఉండేవాడు అక్కడ ఉండగానే పెళ్లి చేసుకున్నాడు దెన్ మేము వచ్చాం మేము వచ్చిన తర్వాత పైన టూ ఫ్లోర్స్ తీసుకున్నారు మా నాన్నమ్మ వాళ్ళకి ఒకటి మాకొకటి తర్వాత చిన్న బాబాయ్ పెళ్ళి <laughs> సో అలా కాదని చెప్పి దగ్గర దగ్గర దగ్గర ఉండేవాళ్ళం లైక్ శ్రీనగర్ కాలనీ యూసఫ్ యూసఫ్గూడ ఇంద్రానగర్ ఉండేవాళ్ళము బట్ కలిస్తే మాత్రం ఇట్ లైక్ పెద్ద ఓకే తినడం మాట్లాడుకోవడం ఇవే ఉంటాయి గోల కొట్టుకోవడం ఇవే ఉంటుంది <laughs> సో చిన్నప్పటి నుంచి మీరు సెవెంత్ క్లాస్ నుంచే మీరు డాడీని చూస్తున్నారు నేర్చుకున్నాను అన్నారు సో డాడీ యొక్క లైఫ్ జర్నీ మీకు కంప్లీట్గా అంటే ఊహ తెలిసే ఉంటుంది సెవెంత్ అంటే almost will come to know what is what అనేది సో అసలు ఆ డాడీ జర్నీ అనేది మీరు చూసుకుని ఉన్నట్లయితే అంటే into industry mm. mm. mm. నుంచి ఒక యాంకర్ నుంచి సారీ జెమ్ని టీవీ కదా అక్కడి నుంచి ఒక బెస్ట్ కమెడియన్ వరకు ఎలా ఉండింది అసలు నాన్న యాక్చువల్గా జెమ్నీలో ఫస్ట్ స్టార్ట్ చేసింది యాజ్ అ రైటర్ ఓకే ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద రైటర్స్ చాలా మంది రైటర్స్ ని ఆయన సెలెక్ట్ చేసి తీసుకున్న వాళ్ళు అనమాట నాన్న అక్కడ రైటర్ గా స్టార్ట్ చేశారు అయితే నాన్న రైటింగ్ లో ఎక్కువ మనకి పంచులు వాట్ ఎవర్ ఇప్పుడు నాన్న స్క్రీన్ మీద చూస్తే ఏముంటాయో అవన్నీ ఆయన రైటింగ్ లో ఉంటాయి బేసిక్ గా ఆ పంచులు కానీ అవన్నీ సో అలా మీరు ఈ షో హోస్ట్ చేయండి అని చెప్పి అడిగితే అక్కడి నుంచి గిరీషం మాస్టరు ఉష్గప్ చెప్పు టాప్ టెన్ ఇలాంటివి స్టార్ట్ పిట్టల దొర అని ఒకటి ఇట్స్ నాట్ పిట్టల దొర అదేంటి అంటే పుకార్ బాబు పుకార్ బాబు ఇండస్ట్రీలో ఉన్న గాసిప్స్ గురించి కానీ వేషం మాత్రం సమ్ కైండ్ ఆఫ్ అట్లా గన్ పట్టుకుని ధర టైప్ లో అంటే ఆ ఒక సీన్ చూస్తే ఆ గెటప్ చూస్తే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది నాన్నగారు జనరల్ గా అంటే మేము చిన్నప్పుడు ఒక స్క్రీన్ మీద మనం ఒకళ్ళని చూసామంటే గుర్తుంటారు సో ఆ గెటప్ లో ఆయన అందుకే నేను ఇప్పుడు పిట్టల ధర అని చెప్పేసి అన్నాను అనమాట ఓకే సో ఎలా ఉండింది అసలు ఆ జర్నీ మీరు చూసుకున్నట్లయితే జర్నీ అంటే అప్పుడు ఐ వాజ్ సో యంగ్ కాబట్టి నాకు అంత అప్ అండ్ డౌన్స్ అవేవి తెలీదు సో రైటర్ నుంచి యాంకర్ నుంచి యాక్టర్ అయ్యేటప్పుడు కొంచెం బికాజ్ ఇప్పుడు డైలీ రెగ్యులర్ జాబ్ వదిలేసి అన్ప్రెడిక్టబుల్ hmm. దీనిలోకి వెళ్ళడం కదా అంతే ఇప్పుడు ఎందుకంటే క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఉండదో తెలియదు రెమ్యునరేషన్స్ తెలియవు మూవీస్ ఎన్ని ఉంటాయి ఇదైతే డైలీ మంత్లీ రిసోర్సెస్ ఉంటాయి అది ఒక బిగ్ స్టెప్ నాన్న తీసుకునింది కొంచెం ఆ టైంలో ఆలోచించారు బాగా వెళ్ళాలా వద్దా ఎలా ఏంటి వెళ్తే ఒకవేళ రేపు సక్సెస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అని బట్ ఆయన డేర్ చేశారు మళ్ళీ అసలు అక్కడి నుంచి అయితే ఆయన యాక్టర్ అయిన తర్వాత అయితే వెనక్కి తిరిగి చూసిందే లేదు ఏ రోజు కూడా నేను ఇది చేయలేకపోయాను లేకపోతే ఇది అవ్వలేదు నో వే ఓకే సో అంటే ఒక జాబ్ అంటే ఒక జాబ్ ఉండి ఒక అన్ప్రెడిక్టబుల్ థింగ్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా hmm. ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక భయం ఉంటుంది అండ్ ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి hmm, hmm. ఆ ఫ్యామిలీ ఎలా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒక భయం ఉంటుంది కదా సో డాడీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ ఫీలింగ్స్ అంటే ఏం లేవు అంటే ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాను అని ఏం ఎప్పుడు అనిపించలేదు అసలు ఆ అవసరం పడలేదు దీనికి అసలు లైఫ్ చేంజింగ్ డెసిషన్ అంటారు కదా అది అది అది తీసుకోవడానికి రీజన్ కూడా అంత ధైర్యంగా మేబీ బాబాయిలు ఫ్యామిలీ అయి ఉంటది ఎందుకంటే బాబాయ్ ఉన్నాడు అనే ధైర్యం ఎవరికైనా మా అందరికి కూడా ఫస్ట్ నుంచి సో ఇది అయి ఉంటది సో బాబాయ్ గారు డైరెక్షన్ లో ఉన్నప్పుడు అంటే డాడీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత డాడీ యాక్టింగ్ స్టార్ట్ చేశారా లేకపోతే బాబాయ్ స్టార్టింగ్ నుంచి డైరెక్షన్ లో ఉన్నారు ఓకే అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ కో కో డైరెక్టర్గా దెన్ ఆర్జీవి గారి దగ్గర కూడా చేశారు చేశారు బాబాయ్ గారు యా యా ఆర్జీ గారి దగ్గర చేశారు కృష్ణవంశీ బాబాయ్ కలిసి చేశారు చాలా డైరెక్షన్ డిపార్ట్మెంటే బాబాయ్ స్టార్టింగ్ నుంచి సో ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ ఉండింది అటు బాబాయ్కి కానీ ఇటు డాడీకి కానీ అంటే డాడీని ఒక యాంకర్ నుంచి ఒక ఒక షో రైటర్ నుంచి ఒక కమెడియన్గా చూసినప్పుడు how you felt on screen మీద ఆబ్వియస్లీ అది చాలా గ్రేస్ఫుల్గా అనిపిస్తుంది కాకపోతే నేను మూవీస్ చాలా తక్కువ చూసేదాన్ని ఓకే చాలా తక్కువ అనమాట మూవీస్ ఇంకా నాన్న మొత్తం ఫ్యామిలీని చుట్టాలని అందరినీ తీసుకొని వెళ్తుండేవాడు అంటే ప్రీమియర్స్ అవి ఇవి ఉంటాయి కదా ఎప్పుడు ఇంట్లో వాళ్ళేనండి <laughs> <laughs> ఎప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు బికాజ్ uh, ఏమో అదొక రకమైన ఫీలింగ్ అనమాట నేను మూవీస్లో మా నాన్నని చూడడం కంటే నాకు ఇక్కడ చూడడం ఇష్టం ఓకే సో ఇప్పుడు పక్కన సో ఆయన టీవీలో వాళ్ళకి యాక్టర్ నాకు మా డాడీ ఓకే సో బాబాయ్ నుంచి ఎలా ఉండింది వీళ్ళిద్దరు రిలేషన్ వీళ్ళిద్దరు రిలేషన్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఇద్దరు బాబాయిలు అండ్ నాన్న ముగ్గురిది అసలు సూపర్ బాండింగ్ అనమాట ఓకే సో అంత స్ట్రాంగ్ బాండింగ్ నుంచి అంటే బాబీ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి డాడీ కొంచెం అది సక్సెస్ అవ్వకపోవడంతో కొంచెం డౌన్ అయ్యారా లేదండి అంటే బాబాయ్కి కొంచెం ప్రాబ్లం అయింది తప్పితే డాడ్కి ఏమీ లేదు స్మాల్ క్యారెక్టర్ అది అందులో కాకపోతే అది సక్సెస్ అయ్యి ఉంటే ఈ కెరియర్ అనేది ఇంకో రకంగా తిరిగేదేమో maybe villain characters negative roles అవి కూడా వచ్చేయో బట్ అది అవ్వలేదు కాబట్టి ఇదే కంటిన్యూ అయింది సో ఎప్పుడన్నా అనిపించిందా డాడీ ఈ క్యారెక్టర్కి ఇలా చేశారు ఇలా చేసుంటే ఇంకా బాగుండేది అని అట్లాంటివి ఆలోచించే అంత పెద్ద కాదు ఆయనకు చెప్పేదంతా అస్సలు కాదు ఓకే ఒకసారి మురారి డబ్బింగ్లో మురారీలో ఇంత ఇంతమంది ఉంటారు కదా చాలా మంది సినిమా అంటేనే అంతమంది కామెడీ అనమాట నించొని అరే నేను నీకేమవుతాను రా నేనేమని పిలవాలి ఇక్కడ డబ్బింగ్ థియేటర్లో ఆ పక్క క్యారెక్టర్ ఏమవుతుంది అని అనమాట అయితే ఆయన ఏదో నానేదో చెప్తూ ఉంటే నేను ఇక్కడ లోపల ఉన్నాను డబ్బింగ్ చెప్తుంటే అబ్బా ఇలా ఏదో ఏదో చెప్పా ఆయనకి సడన్గా వాజ్ వెరీ యంగ్ అప్పుడు బాగా ఊరికే తీసుకెళ్లారనమాట వాయిస్ టెస్ట్కి ఇలా అంటే అక్కడ డబ్బింగ్ సౌండ్ ఎడిటర్ ఎవరో అంటారు కదా ఏంటి ఏదో అన్నాడు నన్ను వచ్చి <laughs> పిల్లకి చెప్పినట్టుంది <laughs> అచ్చా మీరు నాన్నగారికి సజెషన్ ఇస్తే అలా అన్నారు అంటే మా బాబాయ్ అరే దానికి తెలిసిందే చెప్పిందిరా ఏమై డాడీ <laughs> మీతో జోవియల్ గానే ఉండేవారా ఆన్ స్క్రీన్ లో కామెడియన్ లానే ఉండేవారా ఇక్కడ ఇంకా బాగుంటుంది ఇంట్లో డాడీ ఉంటే ఫుల్ ఫన్ నవ్వులే నవ్వులు ఇంట్లో ఓకే సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అటు బాబాయ్ది కానీ ఇటు నాన్నగారిది కానీ ఆల్మోస్ట్ కెరియర్ అనేది ఒక చాలా వెళ్ళిపోయింది బాగా సో మరి అలాంటి సిచ్యువేషన్లో బాబాయ్ గారికి నాన్నగారికి జస్ట్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ లో all of sudden it was uncertainty అంటే సిచ్యువేషన్స్ ఏంటి అసలు ఐ డోంట్ నో యాక్చువల్గా ఎలా జరిగింది అనేది రెండిటప్పుడు రెండు సిచ్యువేషన్స్ అప్పుడు కూడా నేను ఇక్కడ లేను ఐ వాజ్ ఇన్ వైజాగ్ అప్పుడు బాబాయ్ది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా ఆ దీంతో బాగా నాన్న బాగా ఇదైపోయాడు బాబాయ్ దాంతో సో మేబీ అయి అంటే బాబాయ్ గారి డెత్ అనేది అన్సర్టనిటీయా లేకపోతే depression and all nothing no no way అలా ఏం లేదు సడన్ ఆల్ ఆఫ్ సడన్ అయింది అది అంతే తెలియదు అసలు ఎవ్వరు కూడా అంటే ఆయన బాలే అప్పుడు చాలా యాక్చువల్గా మంచి భూమిలో ఉన్నారు వర్షం తర్వాత మన పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా ఆయనతో చాలా మూవీస్ లైనప్ అయినాయి వరుస పెట్టి some six movies seven movies మంచి దీనిలోనే ఉన్నారు మంచి భూమిలోనే ఉన్నారు డిప్రెషన్ అలా లేదు so it was natural yeah so అదే అదే ఒక దెబ్బ అంటే అది జరిగిన ఒక వన్ మంత్ కి నాన్నగారు సో అప్పుడు కూడా మీరు లేరు నేను లేను సో అవ్వస్ థింగ్స్ అంటే ఆ టైంలో ఒక ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే మీకు మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ చేసిన ఆప్తులు ఎవరు ఇండస్ట్రీ నుంచి చేశారు చాలామంది అంటే నాకు పర్టికులర్గా పర్సనల్గా తెలియదు కానీ చేశారు వాళ్ళు స్టాండ్ అయ్యారు పాపం లైక్ ఇప్పుడు ప్రభాస్ మహేష్ కానీ నెక్స్ట్ అజయ్ యాక్టర్ ఉన్నారు కదా ఆయన కానీ నాన్న అప్పుడు చాలా మంది చేశారు బట్ నేను అప్పుడు అంటే ఇవన్నీ ఎవరు ఏం చేస్తున్నారు అని చూసే అంత సెన్సెస్లో లేను ఓకే వెరీ ఇది నేను వెళ్ళాను డిప్రెషన్కి ఓకే యాక్చువల్లీ సో నాలుగేళ్ళు four years four years after dad's ఇది four years I was in depression okay అంటే uh, ఈ సినారియోలో ఒక మంచి భూమిలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ మీకు సంబంధించి ఒక ఫినాన్షియల్గా కావచ్చు లేకపోతే ఎలా ఉండింది ఫినాన్షియల్ సిచ్యువేషన్ అంటే డాడీకి సినిమా నుంచి కానీ లేకపోతే ఇటు జెమ్నీ నుంచి రైటర్గా కానీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండేది ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఎప్పుడూ అంటే సేవింగ్స్ అవి తక్కువ లైక్ అంటే ఆ కల్చరే తక్కువ మా ఇంట్లో మా ఫ్యామిలీలో సేవ్ చేయాలి ఎంత వచ్చినా కానీ అంటే జస్ట్ కొండము లేకపోతే ఇది అలా ఉండేది సేవింగ్స్ తక్కువ ప్రాపర్టీస్ అలాంటివి ఏమీ లేవు బట్ ఓకే ఇది లేదు కానీ బట్ అంటే ఇమీడియట్గా పిన్ని వర్క్ స్టార్ట్ చేయడము అండ్ నేను ఆల్రెడీ వర్కింగ్ అయ్యి ఉండడము ఇమీడియట్గా నేను ఇంకో ప్రాజెక్ట్స్ అంటే లైక్ మనకి ఏమున్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఎంత అమౌంట్ కావాలి సో ఎన్ని ప్రాజెక్ట్స్ చేయాలి ఈ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇమీడియట్ డాడీ గారిది అది జరిగిన తర్వాత యువర్ ఇన్ టు సీన్ అంటే మీరు టేకప్ చేసుకున్నారు ఇమీడియట్గా ఓకే ఎవరు లేరు కదా ఇంకా నో వే